hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Viveka కేసులో సుప్రీంకోర్టు ఏం చేయబోతోంది హత్య కేసులో గడువు పెంచక సుప్రీంకోర్టుకు వేరే దారి లేదా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణ ముగించేందుకు సిబిఐకి సుప్రీంకోర్టు ఈ నెల ముప్పైవ తేదీని గడువుగా విధించింది హత్య జరిగి నాలుగేళ్లు దాటినా హత్యకు ప్రధాన కారణం ఏంటి నిందితుల్లో ఎవరి పాత్ర ఎంత లాంటి కీలకమైన కారణాలను సిబిఐ బయటకు తీయలేకపోయింది హత్య చేసింది ఎవరు ఎంతమంది పాల్గొన్నారు అనే విషయాలపై సిబిఐకి క్లారిటీ వచ్చింది అయితే హత్యకు దారితీసిన కారణాలు ఏంటి ఎవరి ప్రోద్బలంతో హత్య జరిగిందనే విషయంపైనే స్పష్టత లేదు ఎంతసేపు హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిదే కీలక పాత్ర అని సిబిఐ వాదిస్తోంది హత్యతో తమకు సంబంధం లేదని వివేకాను హత్య చేయాల్సిన అవసరం తమకు లేదని వీళ్లు వాదిస్తున్నారు నాలుగేళ్లు గడిచినా కీలకమైన విషయాలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో మండిపోయిన సుప్రీంకోర్టు దర్యాప్తు అధికారిని మార్చేసింది అలాగే దర్యాప్తుకు ముప్పై రోజుల గడువు విధించింది ఆ గడువు మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తోంది అయితే అప్పటికీ ఇప్పటికీ విచారణలో ఎలాంటి పురోగతి కనబడలేదు పైగా నిందితులు అనుమానితులు విచారణను ఎదుర్కొంటున్న వాళ్ళంతా ఒకళ్ళపై మరొకళ్ళ కేసులు వేసుకున్నారు హత్యలో కీలక పాత్ర పోషించిన వాళ్లల్లో ఎర్ర గంగిరెడ్డి దస్తగిరి కూడా ఉన్నారు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కేసు వేస్తే దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని వివేక కూతురు సునీత పిటిషన్ వేశారు తమకు బెయిల్ ఇవ్వాలని doctor Uday Bhaskar Reddy bail petition వేశారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివేక రెండో భార్యగా ప్రచారంలో ఉన్న షమీం కూడా కోర్టులో పిటిషన్ వేశారట తన భర్త హత్య కేసులో తన వాదన కూడా వినాలని ఆమె పిటిషన్లో రిక్వెస్ట్ చేసుకున్నారట సహజ న్యాయం జరగాలంటే అందరి వాదనలు వినాల్సిందే ఎవరి వాదన వినకుండా కేసు కొట్టేసేందుకు లేదు ఒక్కసారిగా ఇన్ని కేసులు దాఖలైన నేపథ్యంలో వాదనలు విని నిర్ణయం తీసుకోవాలంటే హైకోర్టుకు కొన్ని వారాలు పడుతుంది కాబట్టి సుప్రీంకోర్టుకు గడువు పెంచడం తప్ప వేరే మార్గం లేదనే అనిపిస్తోంది